hi friends welcome to nine tech videos friends ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ లెవెల్ ఫైవ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ లెవెల్ ఫైవ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఇందులో మనకి నాన్ టైపింగ్ టైపింగ్ పోస్టుల గురించి మనం మాట్లాడుకుందాము అయితే నాన్ టైపింగ్ పోస్టుల్లో మనకి గూడ్స్ గార్డు ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా సీనియర్ సీసీటీసీకి నాలుగు వందల అరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా మనకి ఈ యొక్క టైపింగ్ నాన్ టైపింగ్ పోస్టుల యొక్క మొత్తం వచ్చేసరికి పదమూడు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఇవి కేటగిరీ వైజ్గా ఇప్పుడు గూడ్స్ గార్డ్ ఉంది కదా గూడ్స్ గార్డు మనకి ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఈస్ట్ కోస్టల్ రైల్వే మరియు ఎస్సీఆర్ రెండు కూడా కలిపి ఉన్నాయి అందులో మనకి టోటల్ దీన్ని టీ వన్ టీ వన్ టోటల్ని టీ వన్ అన్నాను అట్ట యూఆర్ అనేటువంటిది మూడు వందల యాభై ఏడు ఎస్సీలు నూట ఇరవై ఆరు ఓన్లీ గుడ్స్ గార్డ్ పోస్టులు వచ్చేసరికి అలా ఎస్టీలు అరవై ఆరు ఓబీసీ రెండు వందల పన్నెండు ఈడబ్ల్యూఎస్ ఎన ఎనభై ఎనిమిది పోస్టులు ఇలా ఓవరాల్గా అయితే ఎనిమిది వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎయిటీ సిక్స్ పోస్టులు ఉన్నాయి పోస్టులు అయితే ఉండటం జరిగింది ఇక్కడ మనకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే లేరన్నమాట ఓకే అర్థమైంది కదా ఇక్కడ మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా only UR category SC category ఇంకా మనకి ఓబీసీ కేటగిరీ ఈ మూడు కేటగిరీలోనే ఉంటారనమాట యూఆర్ అన్రిజర్వర్డ్లో ఉంటారు ఇంకా SC category OBC goods guard వచ్చేసరికి అలాగే మరి సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి ఈ రెండు ఉంటాయి ఈస్ట్ కోస్టల్ రైల్వే మరియు ఎస్సీఆర్ రెండు అయితే ఉండటం జరిగింది ఇందులో మనకి టోటల్గా దీన్ని టీ టూ అన్నాను అన్నమాట ఇది సీనియర్ కమర్షియల్ అనేది టీ టూ గూడ్స్ గార్డ్ అనేది టీ వన్ ఇలా టోటల్ పోస్టులు ఈ విధంగా యూఆర్కి నూట ఎనభై తొమ్మిది ఎస్సీలకి డెబ్బై రెండు ఎస్టీలకి ముప్పై ఏడు ఓబీసీలకి నూట ఇరవై ఒకటి ఈడబ్ల్యూఎస్కి నలభై ఏడు పోస్టులు అయితే ఉండటం జరిగింది అలా ఓవరాల్గా మనకి సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ నాలుగు వందల అరవై ఆరు పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈస్ట్ కోస్టల్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఓకే అయితే మనకి ఎక్సర్వీస్ మ్యాన్కి నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి మనకి ఈ టీసీల్లో మనకి ఈ యొక్క పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారు కదా అందులో హెచ్ఐకి పదకొండు ఎల్డీకి పదకొండు ఇంకా మనకి ఎండి అంటాము అందులో ఒక నాలుగు ఇలా ఓవరాల్కి ఒక ఇరవై ఆరు పోస్టులు అయితే వీళ్ళకు ఉండటం జరిగింది ఓకే ఇలా మనం చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు ఇప్పుడు అసలు మనకి అసలు టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే నాన్ టైపింగ్ పోస్టులు టీ వన్ టీ టూ రెండు కలుపుకుంటే అన్రిజర్వ్డ్కి ఐదు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా టైపింగ్ పోస్టులు ఇక్కడ నాన్ టైపింగ్ అని పెట్టాను మిస్టేక్ జరిగింది ఇవి నాన్ టైపింగ్ పోస్టులు ఇవి టైపింగ్ పోస్టులు అలా యూఆర్కి టోటల్గా ఎన్ని పోస్టులు అయితే ఉండటం జరిగింది ఎస్సీలకు వచ్చేసరికి ఒక రెండు వంద ఒక రెండు వందల పోస్టులు అయితే ఉన్నాయి అలా ఓవరాల్గా ఇంకా మనకి ఎస్టీలకు వచ్చేసరికి ఒక రెండు వందల పోస్టులు ఓబీసీలకు ఓబీసీలకు వచ్చేసరికి ఒక మూడు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే మూడు వందల తొంభై ఆరు ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఒక నూట ఇరవై ఎనిమిది ఇంకా ఎక్సరీస్ మ్యాన్కి వచ్చేసరికి నూట యాభై ఆరు ఈ విధంగా కొన్ని పోస్టులు అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇప్పుడు మనం ర్యాంక్ ఐక్యూ డేటా ప్రకారం అని చెప్పుకున్నాం కదా ఈ యొక్క ర్యాంక్ ఐక్యూ డేటా ప్రకారం మీరు కనుక ఎస్సీఆర్ జోన్లో లెవెల్ సిక్స్ తర్వాత ఏ లెవెల్ సిక్స్ వాళ్ళని ఎలిమినేటింగ్ కనుక చేస్తే మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే పేజీ నెంబర్ నైన్లో ఉండిద్ది అంటే పేజీ నెంబర్ నైన్లో మనకి యూఆర్ క్యాండిడేట్ యొక్క స్కోరు ఎయిటీ పాయింట్ సిక్స్ అయితే తీసుకోవటం జరిగింది ఈ యొక్క ఎయిటీ పాయింట్ సిక్స్ ఎందుకు తీసుకున్నామంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే నాన్ టైపింగ్లో గుడ్స్ గార్డ్కి మరియు సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్కి ఐదు వందల నలభై మూడు పోస్టులు అయితే ఉండటం జరిగింది ఓకే ఆ యొక్క ఐదు వందల నలభై మూడు మెంబర్స్ ఇక్కడికి ఎయిటీ పాయింట్ సిక్స్ యూఆర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి ఎయిటీ పాయింట్ సిక్స్ మెంబర్స్ అయితే ఇంత స్కోర్కి ఇంత మెంబర్స్ అయితే ఈక్వల్ అయ్యారు అప్పుడు ఇందులో కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ అవుతారు కదా ఓకేనా ఐదు వందల నలభై ఆరు ఓకే ఐదు వందల నలభై ఆరుని మనం కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇంకా ఇందులోనే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా యాడ్ అవుతారు ఈ పోస్టుల్లోనే ఈ ఐదు వందల నలభై మూడు పోస్టుల్లో యూఆర్కి రిజర్వ్డ్ ఎన్నైతే చేయబడి ఉన్నాయో ఓకే అంటే ఒక యాభై ఐదు పోస్టులు అయితే ఇక్కడ రిజర్వ్డ్ చేయబడి ఉంటాయి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ యొక్క యాభై ఐదు పోస్టుల్లో కూడా యూఆర్కి కొన్ని ఓకే ఇంకా ఎస్సీలకు కొన్ని ఇంకా ఓబీసీలకు కొన్ని రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇవి ఓవరాల్గా కలిపి చెప్తున్నాను చూడండి అన్రిజర్వ్డ్లో నూట నలభై ఒక్క మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఎస్సీలు పదిహేను సెలెక్ట్ అయ్యారు ఎస్టీలకి ఎయిట్ మెంబర్స్ ఈ యొక్క ఈ స్కోర్కి అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు యూఆర్లో ఎయిటీ పాయింట్ సిక్స్ కన్నా ఎబో నూట నలభై నాలుగు నూట నలభై ఒక్క మెంబర్స్ ఉన్నారు ఎస్సీలు అయితే పదిహేను మెంబర్స్ ఉన్నారు ఎస్టీలు అయితే ఎనిమిది మెంబర్స్ ఉన్నారు ఓబీసీలు మూడు వందల మెంబర్స్ ఈ యొక్క ఎయిటీ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు ఈడబ్ల్యూఎస్ e వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ మెంబర్స్ అయితే ఎయిటీ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓవరాల్గా మన కేటగిరీలో మన కేటగిరీ స్కోర్ తీసుకోవాలనుకుంటే మన కేటగిరీ ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఉన్నారనుకోండి ఓకేనా ఎస్సీలో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఈ ఎంత ఒక్క నిమిషం మూడు ఒక రెండు వందల ముప్పై మూడు పోస్టులు అయితే ఎస్సీలు కొనడం జరిగింది ఇప్పుడు ఈ రెండు వందల ముప్పై మూడులోనే ఈ యొక్క పదిహేను మెంబర్స్ కూడా ఉంటారన్నమాట ఓకే అంటే ఇక్కడ ఐదు వందల నలభై మూడు మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళలో ఎంతెంతమంది సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు కేవలం మనం ఒక గూడ్స్ గార్డెన్ కనుక గమనించినట్లయితే ఓకే మనం ఇక్కడ ఓన్లీ కేటగిరీ వైజ్ పోస్టులకి ఇప్పుడు మనకి ర్యాంక్ ఉంది కదా మనకి ర్యాంకు ర్యాంక్ యాక్యుల ర్యాంకు దాని ప్రకారం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అయితే ఈ ఈ యూఆర్ని ఎస్సీలని ఎస్టీలని ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క కేటగిరీలో యాడ్ చేయాలి టోటల్ ఇప్పుడు ఎస్సీలో టోటల్ ఎంతమంది ఉన్నారు వన్ నైంటీ ఎయిట్ మెంబర్స్ వచ్చారు ఓన్లీ గూడ్స్ గార్డ్కి సీనియర్ కమర్షియల్కి ఓకే ఇప్పుడు పదిహేను మెంబర్స్కి ఎబో ఉన్నారు అంటే యూఆర్లో సెలెక్ట్ అయ్యారు అప్పుడు ఓవరాల్గా ఎస్సీలు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు రెండు వందల పదమూడు మెంబర్స్ అయితే రేపు లెవెల్ ఫైవ్లో ఎస్సీలు ఇంతమంది సెలెక్ట్ అవుతారు ఓకే ఎస్టీలు వచ్చేసరికి ఎస్టీ కేటగిరీలో ఓవరాల్గా నూట రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఈ యొక్క నూట రెండు పోస్టులకి ఇక్కడ యూఆర్లో సెలెక్ట్ అయిన ఎనిమిది మందికి కలిపితే నూట పది మంది అయితే ఎస్టీలు సెలెక్ట్ అవుతున్నారు ఇంకా ఓబీసీలకు కూడా ఇవి టోటల్ పోస్టులు యూఆర్లో సెలెక్ట్ అయిన మూడు వందల మెంబర్స్ కూడా ఇక్కడ ఓవరాల్గా ఆరు వందల నలభై మూడు మెంబర్స్ అయితే మినిమం అక్కడ ఓబీసీలు సెలెక్ట్ అవడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి నూట ఎనిమిది మెంబర్స్ ఇవి టోటల్ పోస్టులు అయితే డెబ్బై ఎనిమిది మంది మనకి యూఆర్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి అప్పుడు ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు నూట ఎనభై ఆరు మెంబర్స్ అయితే సెలెక్ట్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు కదా వీళ్ళ యొక్క స్కోర్లు ఒకసారి గమనిద్దే గమనిస్తే ఇది లాస్ట్ ర్యాంక్ అనమాట ఒక ఈడబ్ల్యూఎస్ యొక్క పర్సను లాస్ట్ ర్యాంక్ నూట ఎనభై ఆరు ఉంటే ఓబీసీ ఒక పర్సన్ది లాస్ట్ ర్యాంకు ఆరు వందల నలభై మూడు ఉంటే ఎస్ ఎస్టీలది నూట పది ఉంటే ఎస్సీలది రెండు వందల పదమూడు ఈ యొక్క ర్యాంక్ ఐక్యూలో ఇంత ర్యాంకు ఒక పర్సన్కి ఇప్పుడు రెండు వందల పదమూడు అనేది లాస్ట్ ఎస్సీలకి ఇక దీని తర్వాత అవుతారో లేదో కూడా మనం చెప్పలేం ఓకే ఎందుకంటే ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఇన్ని పోస్టుల్లో నాన్ టైపింగ్ పోస్టుల్లో సెలెక్ట్ అవ్వాలి కాబట్టి గూడ్స్ గార్డ్కి కానీ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ ఇంతమంది సెలెక్ట్ అవుతారు కాబట్టి కేటగిరీ వైజ్గా ఇప్పుడు మనం ర్యాంక్ ఐక్యూ డేటా మనకు ఒక లిస్ట్ అయితే ఇచ్చాడు కదా ఆ యొక్క లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే పేజీ నంబర్ ఓకేనా పేజీ నంబర్ నలభై ఏడవ పేజీ నంబర్లో ఒక ఎస్సీ పర్సన్ ఓకేనా ఎస్సీ పర్సన్కి అతని యొక్క కట్ ఆఫ్ అరవై ఎనిమిది పాయింట్ మూడు అయితే ఉంది ఇది ఒక రెండు వందల పదమూడు ర్యాంక్ వచ్చినటువంటి ఒక ఎస్సీ పర్సన్కి అరవై ఎనిమిది పాయింట్ మూడు అయితే ఉంది ఓకే అప్పుడు ఇతని ర్యాంక్ ర్యాంక్ ఐక్యూల్ ఎంత ఉంది రెండు వందల పదిహేడు ఉంది ఓకేనా ఇక్కడ దాకా అయితే ఛాన్సెస్ ఉన్నాయి అతను క్వాలిఫై అవడానికి ఎందుకు మనకి కొన్ని టైపింగ్ పోస్టులు ఉన్నాయి కదా ఎనభై ఎనిమిది అందులో కూడా కొంతమంది ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అందుకని నేను ఈ యొక్క sixty eight point three three అనేది తీసుకున్నాను ఓకేనా sixty eight point three three అనేది ఎస్సీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది గూడ్స్ గార్డ్ కానీ టైపింగ్ కానీ ఓకే సీనియర్ కమర్షియల్ టికెట్ కానీ ఓవరాల్గా లెవెల్ ఫైవ్లో సెలెక్ట్ అవ్వాలంటే ఒక ఎస్సీ పర్సన్కి మినిమం సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అయితే ఉండాలి ఒకవేళ తగ్గొచ్చు పెరగొచ్చు ఓకే అది ఓవర్ ఇది ర్యాంక్ ఐక్యూ డేటాలో అందరు లేరు కాబట్టి మనము ఒక సుమారుగా జస్ట్ ఒక పాయింట్లోనే ఉండిద్ది అనమాట ఈ సిక్స్టీ ఎయిట్లోనే రన్ అవుతూ ఉండిద్ది అలాగే ఎస్టీలో ఈ యొక్క నూట పదవ ర్యాంక్ ఉన్నటువంటి ఒక నూట ఆరు ర్యాంక్ ఉన్నటువంటి ఒక పర్సన్ని ఎస్టీని తీసుకుంటే అతనికి అరవై ఏడు పాయింట్ ఆరు ఆరు ఏడు దాకా వచ్చింది ఇక ఇంతకన్నా ఎక్కువ స్కోర్ ఎంతమంది అయితే చేశారో వాళ్ళందరూ కూడా నూట ఐదు మెంబర్సే ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎస్టీలను గమనించుకున్నట్లయితే ఇందులో మనకి నూట పది మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి నేను ర్యాంక్ ఐక్యూలో ఏం చేశాను పేజీ నెంబర్ మీరు గమనించినట్లయితే నలభై తొమ్మిదవ పేజీ నెంబర్ అందులో ఎస్టీకి ఒక పర్సన్కి అరవై ఏడు పాయింట్ ఆరు ఆరు ఏడు వచ్చింది అతనికి ర్యాంక్ ఐక్యూలో ర్యాంక్ ఐక్యూ ర్యాంక్ ఎంత ఉంది నూట ఆరు ఉంది ఓకేనా నూట ఆరు అప్పుడు ఏమవుతుంది ఈ నూట ఆరు ఉంది కదా ఇంతకన్నా ఇప్పుడు అరవై ఏడు కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఇంక వేరే అరవై ఏడు కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ యొక్క నూట ఆరు మెంబర్స్ అయితే ఉన్నారనమాట ఇతనితో పోలిస్తే ఇప్పుడు సేమ్ ఓబీసీలో కూడా వద్దాము ఇప్పుడు ఆరు వందల నలభై మూడు మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి మీరు ర్యాంక్ ఎక్యూలో పేజీ నెంబర్ పంతొమ్మిదిలోకి వెళ్తే మీకు అర్థమైపోయిద్ది ఓబీసీ క్యాండిడేట్కి ఓకేనా డెబ్బై ఆరు పాయింట్ అరవై ఏడు వచ్చినటువంటి ఒక పర్సను అతని యొక్క ర్యాంకు ఆరు వందల ముప్పై ఎనిమిది ఉందన్నమాట డెబ్బై ఆరు పాయింట్ అరవై ఎనిమిది వచ్చినటువంటి ఒక పర్సను ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఈ యొక్క ర్యాంక్ అయితే ఉంది ఇప్పుడు ఓబీసీలకి టోటల్ పోస్టులు ఎన్ని అనుకున్నాం ఒక మూడు వందల ఒక నాలుగు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఓకే మీరు ఇది గమనించండి ఇది మనం కట్ ఆఫ్లు తీసుకున్నాం కదా ఇక్కడ యూఆర్ యొక్క overall cut off eighty point six ఇప్పుడు ఓబీసీ యొక్క కట్ ఆఫ్ మనకి ఓవరాల్గా ఇంత మెంబర్స్ అయితే ఉన్నారనమాట ఓవరాల్గా అది యూ యూఆర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఓబీసీలో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఇంతమంది అయితే సెలెక్ట్ అవుతున్నారు పేజీ నెంబర్ పంతొమ్మిదిలోకి వెళ్తే దానికి దగ్గరలో ఉన్నటువంటి ర్యాంకు డెబ్బై ఆరు పాయింట్ అరవై ఏడు వచ్చినటువంటి ఒక పర్సన్ మ్యాక్సిమం సెలక్షన్ అయితే అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక పర్సన్కి డె ఓబీసీలో డెబ్బై ఏడు వచ్చిన వాళ్ళు కూడా మరి క్వాలిఫై అవ్వటానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇది నేను చెప్పాలనుకుంది ఓకే అర్థమైంది కదా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే వింటున్నారో గమనించండి డెబ్బై ఏడు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఓకేనా అంతేగాని పక్కాగా వచ్చిద్దని చెప్పట్లా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి ఓకే మీ లక్ అన్నమాట వస్తే మ్యాక్సిమం వచ్చేసిద్ది ఒక ఏదన్నా మిస్ అయితే పాయింట్స్లో మిస్ అయిపోయిద్ది ఓకేనా ఓబీసీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ వారి కోసం చేద్దాం ఇప్పుడు చూడండి టోటల్గా నూట ఎనభై ఆరు మెంబర్స్ సెలెక్ట్ కావాలనుకుంటే మీరు కనుక పేజీ నెంబర్ ఇరవై మూడు గమనించుకున్నట్లయితే మనకు ర్యాంక్ ఐకు డేటాలో ఇరవై మూడవ పేజీ నెంబర్ గమనిస్తే ఈ యొక్క నూట ఎనభై ర్యాంకు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ e పర్సన్కి డెబ్బై ఐదు పాయింట్ మూడు మూడు అయితే స్కోర్ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు నూట ఎనభై ఆరు మెంబర్స్లో నూట ఎనభై నాలుగు కదా ఎవరికైతే ఒక డెబ్బై ఆరు ఓకేనా డెబ్బై ఆరు అనుకోండి లేదా డెబ్బై ఐదు పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ e కోటాలో సెలక్షన్స్ అయితే అయిపోతారు ఈ ఎయిటీ నుంచి ఎనభై ఎనభై నుండి డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ e పర్సన్స్ ఏదో ఒక పోస్టులో గూడ్స్ గార్డ్ కానీ టీసీ కానీ ఎవరైనా సెలెక్ట్ అవడానికి ఈ కోటాలో సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అదే ఓబీసీలు అయితే ఓబీసీలు ఒక ఎనభై నుండి డెబ్బై ఆరు వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారి యొక్క కోటాలో సెలెక్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉండిద్ది ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఈఆర్ e కోటాలోనే సెలెక్ట్ అవుతారు ఒక ఎయిటీ వన్ ఒక ఎయిటీ పై ఉంటే కన్ఫామ్గా యూఆర్ కోటాలోకి వెళ్ళిపోతారు ఎయిటీ త్రీ ఉన్నా కానీ మ్యాక్సిమం ఏంటంటే ఒక్కోసారి పోస్టులు వేరియేషన్ అవుతూ ఉంటాయి కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ మనం కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా అయితే పాయింట్స్తో సహా నిర్ణయించలేము అందుకు చెప్తున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు మీరు గమనించండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నేను కట్ ఆఫ్ అనేది ఇవ్వలేదు మన లిస్ట్లో అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి కూడా నేనైతే కట్ ఆఫ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదంటే ఒక్కొక్కరికి ఒక ర్యాంక్ వచ్చేది వాళ్ళు టైపింగ్ వాళ్ళకి టైపింగ్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉందన్నమాట టైపింగ్ ఎగ్జాము వాళ్ళకి లేదు మరి ఎవరు పాస్ అవుతారో ఎవరికి వచ్చిద్దో కూడా మనం చెప్పలేం ఇంకా ఎక్సరీస్ మ్యాన్ కూడా ఎవరు పాస్ అవుతారో ఏంటో కూడా మనం ఊహించలేం అయితే గమనించండి ఫ్రెండ్స్ లెవెల్ ఫైవ్లో గుడ్స్ గార్డ్కి టీసీకి టైపింగ్ ఎగ్జామ్కి నేను కట్ ఆఫ్ అయితే రెడీ చేశాను ఈ కట్ ఆఫ్ మనం ఆల్రెడీ గూడ్స్ గాడ్లకి చెప్పుకున్నదే సేమ్ అదే కట్ ఆఫ్లో అయితే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ర్యాంక్ ఎక్కువ డేటా ప్రకారం కూడా ఒక గూడ్స్ గార్డు రావాల్సినటువంటి వ్యక్తి యూఆర్ కోటాలో ఎయిటీ టు ఎనభై నుండి ఎనభై ఒకటి లోపల అయితే సెలెక్ట్ అయిపోతారు ఇంకా ఎస్సీలకి అయితే అరవై ఎనిమిది నుండి అరవై ఏడు వరకు అరవై ఏడు వరకు సెలెక్ట్ అవుతారు ఎస్టీలు అరవై ఆరు నుంచి అరవై ఏడు ఓబీసీలు అరవై ఏడు కానీ అరవై డెబ్బై ఏడు కానీ డెబ్బై ఆరు కానీ డెబ్బై ఏడు కానీ ఈడబ్ల్యూఎస్కి ఒక సెవెంటీ ఫైవ్ ఎబో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి దీనికన్నా ఒక ప్లస్ వన్ అయితే కానీ ఓకేనా మ్యాక్సిమం వన్ అయితే మైనస్ మైనస్ వన్ కానీ ప్లస్ వన్ కానీ అయిద్ది ఓకే మైనస్ వన్ కానీ ప్లస్ వన్ కానీ అయిద్ది ఫ్రెండ్స్ ఇంకా టీసీకి కనుక మనం కట్ ఆఫ్లు చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ టూ ఉండేటువంటి అవకాశం ఉంది ఇంకా పెరి పెరిగినా పెరగవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించండి గూడ్స్ గార్డ్కి ఏ టూ మెడికల్ దీనికైతే బీ టూ మెడికల్ చాలామంది మనకి మెడికల్ లేదని లెవెల్ సిక్స్ ఎగ్జామ్ రాయటమే మానేశారు కేవలం మెడికల్ లేదని లేదని ఇప్పుడు గూడ్స్ గార్డుకు కూడా కానీ లెవెల్ ఫైవ్లో వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యే రాశారంటే ఈ టీసీలు ఉన్నాయి టైపింగ్ పోస్టులు ఉన్నాయి ఈ రెండు పోస్టులైనా వస్తాయి అని చెప్పి వాళ్ళు రాయటం జరిగింది అందుకని నేనేం చెప్తానంటే గూడ్స్ గార్డ్కే తగ్గే కట్ ఆఫ్లు తగ్గేటువంటి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ టీసీకి మట్టికి కట్ ఆఫ్లు తగ్గే ఛాన్సెస్ అయితే లేదు ఎందుకంటే ఇందులో మెడికల్ పోయిన వాళ్ళందరికి కూడా ఇందులో ఛాన్సెస్ రావచ్చు ఓకేనా టీసీలో మళ్ళీ టైపింగ్ పోస్ట్కి ఇంకా కట్ ఆఫ్ అనేది మనం ప్రిడిక్ట్ అయితే చే చేయలేం ఎందుకంటే ఇంకా ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారు మనకు అనేది తెలియలేదు అందుకని టైపింగ్ టైపింగ్ పోస్టులకి లెవెల్ ఫైవ్లో ఉన్న టైపింగ్ పోస్టులకి నేనైతే కట్ ఆఫ్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే మనకి ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఎవరు ఫెయిల్ అయ్యారు అనేది మనకు తెలియదు కాబట్టి ఇంకా రెండు వందల పదమూడు పోస్టులు అయితే సెలెక్ట్ అవ్వాలి మనకి ఒక మూడు వేల మెంబర్స్ అయితే సెలెక్ట్ సెలెక్ట్ అయ్యారు కదా అందులో నుంచి మనకి ఒక రెండు వందల పదమూడు మెంబర్స్ అయితే సెలెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ రేపు మరి టీసీకి ఒక కట్ ఆఫ్ ఎన యూఆర్కి ఎనభై రెండు ఎస్సీలకి డెబ్బై ఎస్టీలకి ఒక డెబ్బై ఈ డెబ్బై అంటే పాయింట్లో ఉండిద్ది అనమాట ఓబీసీలకి ఎయిటీ ఎయిటీ ఇంకా ఈడబ్ల్యూఎస్కి కూడా ఒక ఎయిటీ దాకా ఉండొచ్చు నియర్లీ ఒక పాయింట్లోనే తేడా ఉండుద్ది నేను చెప్పినటువంటి యొక్క స్కోర్కి ప్లస్ ఆర్ మైనస్ టూ అయ్యిద్ది అనమాట ప్లస్ మై ప్లస్ టూ కానీ మైనస్ టూ కానీ అయ్యేటువంటి ఛాన్స్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం మైనస్ అయితే అవ్వదు ఇంకా ప్లస్ అయ్యి ప్లస్ అయ్యి అవటానికైతే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఇది ఫ్రెండ్స్ నాకు ప్రిడిక్షన్ నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో చెప్పేశాను గూడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్ ఈరోజు ర్యాంక్ ఎక్యూ ప్రకారం చూసినా కానీ సేమ్ రిలేటెడ్గా కాకపోతే మనం చెప్పినటువంటి కట్ ఆఫ్కి పాయింట్లు అయితే మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాము ఇంకా ఒక వన్ మంత్లో అయితే మనకి ఈ లెవెల్ ఫైవ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలన్నీ మరి అప్పుడు దాకా ఇంకా ఎదురు చూడటం తప్పించి ఏం లేదు ఈ లెవెల్ ఫైవ్ వాళ్ళు ఎవరైతే ఈ స్కోర్స్లో ఉన్నారో ఓకేనా ఎస్సీ ఎస్టీలు ఒక డెబ్బై రెండు ఎబో ఎవరైతే ఎవరైతే ఉన్నారో డెబ్బై రెండు ఎబో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రెడీ అయిపోవచ్చు ఇంకా ఓబీసీలు ఎవరైతే ఎయిటీలో ఉన్నారో ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీలు కానీ ఎయిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫామ్గా మీరు ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్కి ఇన్కమ్కి ఎయిర్కి ఓకేనా మీ యొక్క అసెట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్కి ప్రతి ఒక్క దానికైతే రెడీ అయిపోండి ఇది ఫ్రెండ్స్ మన నాయన టెక్ వీడియోస్ తరపున మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్లకి తెలియజేసేటువంటి విషయము ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉండటం జరిగింది ఉంటాను ఫ్రెండ్స్ మరి నా యొక్క మీకు కట్ ఆఫ్ అనేది నచ్చిందనుకుంటే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకా అనేక వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి మీకు ఏ వీడియో కావాలనుకుంటే దానికి రిలేటెడ్గా నేను ఒక మరి వీడియోస్ అయితే చేస్తాను మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్